యేసుకు సాకి ఎవరు ఒక సత్యం జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం యేసుకు సాకి ఎవరు ఒక సత్యం సమృద్ధిని సమృద్ధిని అనుభవిస్తున్నా ఆకాశమే సరిహద్దుగా సాగిపోతున్నా జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం ఏసుకు సాటి ఏర్పరచుకున్నాను ఒక లక్ష్యం నిరతము ఏసునే స్థుతించాలని కూడగట్టుకున్నాను శక్తంతయు నిరతము ఏసునే చాటించాలని ఏర్పరచుకున్నాను ఒక లక్ష్యం నిరతమోయేసులే యేసులే స్తుతించాలని కూడగట్టుకున్నాను శక్తంతయు నిరంతము చాటించాలని ఆయసే నిత్య రాజ్యము ఆయసే గొప్ప సత్యము ఏసే నిత్య రాజ్యము ఆయసే గొప్ప సత్యము జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం యేసుకు సాటి నిర్మించుకున్నాను నా జీవితం శతకము యేసులో జీవించాలని పయనిస్తూ ఉన్నాను నా బ్రతుకులో ఏసయ్య చిత్తమును జరిగించాలని నిర్మించుకున్నాను శతకము యేసులో జీవించాలని పయనిస్తూ ఉన్నారు నా బ్రతుకులో ఏసయ్య చిత్తమును జరిగించాలని ఆయసే సత్య మార్గము ఆయసే నిత్య జీవము ఏసే సత్య మార్గము చేసే గొప్ప సత్యము జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం యేసుకు సాటి ఎవరు లేరని ఒక జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం సాటి ఎవరు లేరని ఒక సత్యం సంతృప్తిని సమృద్ధిని అనుభవిస్తున్నా ఆకాశమే సరిహద్దుగా